two hundred to five hundred ఉండొచ్చు ఎందుకంటే five hundred to thousand rupees దాకా ఉండొచ్చు hello everyone welcome back to arrive tech YouTube channel last వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది ఇలానే సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాం సో ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు ఏదైనా బ్యాక్ కవర్ ట్రాన్స్పరెంట్ కానీ లేకుంటే ఏదైనా పౌచెస్ తీసుకున్నా కూడా దానికి స్కిన్ అనేది కంపల్సరీ వస్తుంది ఆ స్కిన్ మీరు ఎలా తీసుకోవాలి అండ్ ఫుల్ బాడీ కవర్ లేకు తీసుకుంటే ఎలా ఉంటుంది సో హాఫ్ బాడీ కవర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఫుల్ బాడీ అంటే మనకు కవర్స్ ఎడ్జ్ ఎడ్జ్ కూడా మనకు కవర్ అవుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే దాని కొత్త వీడియో వచ్చినట్టుగా మీరే ఫస్ట్ చూడొచ్చు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకు క్లారిటీగా ఉండడానికి చూసుకోవాలి థర్డ్ థింగ్ వచ్చేసి పౌచెస్ ఎలాంటి పౌచెస్ వాడకండి స్కిన్ వేయించిన తర్వాత ఎందుకంటే ఆ షైనింగ్ అనేది వెళ్తుంది బ్యాక్గ్రౌండ్ గ్లాసెస్కి మనము ట్రాన్స్పరెంట్ షీట్స్ వేయించుకుంటే కలర్ అనేది సేమ్ అలానే ఉంటుంది బట్ రిమూవ్ చేసినప్పుడు జస్ట్ దాని షైనింగ్ అనేది తగ్గిపోతుంది బ్యాక్గ్రౌండ్ సేవిస్తే మనకు స్కిన్ అనేది చిన్నగా కాన్స్టాంట్లీ ట్రాన్స్పరెంట్ కన్నా ఇది ఇంకా లాగేస్తుంది అండ్ అలానే బాడీ ఫుల్ వ్యాపింగ్ అండ్ అలానే హాఫ్ వ్యాపింగ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ఫుల్ వ్యాపింగ్లో వచ్చేసి మనకు మన volume button and power button కూడా దానికి యాడ్ అయ్యి వస్తాయి సో నార్మల్ హాఫ్ వ్యాపింగ్ అంటే మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఒకటే వచ్చేస్తుంది మొత్తం బాడీ వ్యాపింగ్ ఎలా వస్తుందంటే కింద మనం ఛార్జింగ్ పోర్ట్స్ కానీ లేకుంటే వాల్యూమ్ బటన్స్ కానీ కింద మనకు సిమ్ ఎజెక్టర్ కానీ సో దాన్ని కూడా కవర్ చేసుకొని ఈ పైన మన స్క్రీన్ లెవెల్ రెవల్యూషన్ ఉంటుంది కదా అక్కడ దాకా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ వ్యాపింగ్ అనేది చేయించుకున్నాను సో దాన్ని మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు సెకండరీ వచ్చేసి మనకు హాఫ్ వ్యాపింగ్ అంటే ఎలా వస్తుందంటే జస్ట్ ఓన్లీ మన వాల్యూమ్ బటన్స్ ఏవి కవర్ కావు అండ్ అలానే ఛార్జింగ్ పోర్ట్స్ కానీ లేకుంటే అప్ సైడ్ ఉన్న మన సెన్సార్ పోర్ట్స్ కానీ అవి కూడా కవర్ అవ్వవు సో మీ ఫోన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ పౌచ్ చేస్తే హాఫ్ పౌచ్ ఎలా ఉంటుంది సరౌండింగ్ uh, లేకుండా అలా వస్తుంది బై చేసిన వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు స్కిన్ వ్యాపింగ్ అనేసి లేకుంటే వ్యాపార్ ఆఫ్ స్కిన్స్ అనేసి లేకుంటే మీకు ఆ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ మనకు two hundred to five hundred ఉండొచ్చు ఎందుకంటే కస్టమైజ్ డిజైన్స్ కానీ లేకుంటే డిజైనర్ డిజైన్స్ కానీ అలా మనకు సపరేట్ సపరేట్ డిజైన్స్ వస్తాయి కాబట్టి మనకు సో అలా ప్రైజెస్ అనేవి two hundred to five hundred దాకా ఉండొచ్చు అదే మనం పౌచ్లో పౌచ్ మనం కస్టమైజ్ చేసుకుంటే సో దాని వ్యాపింగ్ అండ్ అలానే దాని కాస్ట్ చూసుకుంటే మనకు five hundred to thousand rupees దాకా ఉండొచ్చు డిపెండెంట్గా ఆన్ మొబైల్స్ సో మనకు ప్రజెంట్లీ స్కిన్స్ చూసుకుంటే ట్రాన్స్పరెంట్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో వచ్చేసి మనకు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ దాకా ఉండొచ్చు so thickness of transparent sheets and అలానే డిజైనర్ గ్రాఫ్ట్ చూసుకుంటే మనకు అదొక two hundred to eight hundred దాకా ఉండవచ్చు థిక్నెస్ అది కూడా డిజైన్ షైనింగ్ అండ్ అలానే దాని గ్రాఫ్టీ బట్టి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు చిన్న చిన్న స్పాట్స్ అనేవి దొరుకుతాయి కదా అంటే హైలైట్స్ అది మొబైల్ చేసుకోవడానికి సో అవి మనకు టెన్ రూపీస్ టు ఫిఫ్టీ దాకా లేకుంటే హండ్రెడ్ దాకా కూడా ఉండొచ్చు పవర్ చేసుకుంటే సెకండ్లీ మొబైల్ వెయిట్ అనేది హై అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ఉంటుంది కదా ఏం కాదు అనుకుంటాం బట్ కెమెరాకి వచ్చేసి మనకు డైరెక్ట్ పడితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కెమెరాకి కూడా గాడ్స్ వచ్చేసి కాబట్టి ఏం కాదు so that's not any problem so ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా మీరే ఫస్ట్ చూడొచ్చు and then good bye Jai Hind